hi friends please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates జనసేనకు షాక్ వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సత్తెనపల్లిలో రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది మాజీ ఎమ్మెల్యే ఎర్రం వెంకటేశ్వర రెడ్డి తాజాగా వైసీపీలో చేరారు తన కుమారుడు నితిన్ రెడ్డితో కలిసి సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన ఆయన సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు అలానే Sattenapalli BJP convener P Suribabu కూడా వైసీపీలో చేరారు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికలలో ఎర్రం వెంకటేశ్వర రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో జనసేన తరఫున పోటీ చేసి ఓడిపోయారు ఎర్రం రెడ్డిని జనసేన వాడుకుని వదిలేసిందని మంత్రి అంబటి విమర్శించారు తనను ఓడించాలని అప్పట్లో కుట్రపన్ని కోడెల శివప్రసాద్ చంద్రబాబులతో కుమ్మక్కై అప్పటికప్పుడు నాదెండ్ల మనోహర్ జనసేన బీఫామ్ అతనికిచ్చారని అంబటి రాంబాబు గుర్తు చేశారు పవన్ కళ్యాణ్ చంద్రబాబులు విడిపోయినట్లు నటించి మళ్ళీ కలిశారని చెప్పుకొచ్చిన అంబటి రాంబాబు ఇప్పుడు మళ్ళీ బేరసారాలు చేస్తున్నారన్నారు ఇదంతా చంద్రబాబు కోసమేనని ప్రజలు గమనించాలన్నారు వెంకటేశ్వర రెడ్డి సూరిబాబుల చేరికతో పల్నాడులో వైసీపీకి మరింత బలం చేకూరుతుందని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు మాజీ ఎమ్మెల్యే ఎర్రం వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ బలోపేతం అవుదామన్న ఆలోచన జనసేన నేతలకు ప్రస్తుతం లేదని విమర్శించారు తనకు ప్రస్తుతం ఎక్కడి నుంచి పోటీ చేసే ఆలోచన లేదని కూడా స్పష్టం చేశారు వైసీపీ అభ్యర్థుల గెలుపునకు తన వంతుగా పూర్తిగా సహకారం అందిస్తానన్నారు